സദരി സദരി فبذل عذاب الله فبذل فبذل عذاب الله فبرنا لا لا فبذل முதல ಆ No. Mm, Thank you. முருக திருமல் மருக ஷண்முக Thank you. தப்ப கருந்தி கடலே உன்னே వేద పగరి తప్ప కరుణి కడల పదని పదని పదని மககரி ஹரி நிரவ மகரி నిద నిద ని పద పని దద బగ బద దబ బగ మని ని దద బగ బద ని ద ని పద బద ని పద ని స ని ని ని ని ని ద బద ని ని ని ని ని కరి ద ని ద రి ద ని ద బ ద ని ద బ బగ బ బద బ బద ని ద బద ని కరి ద ని ద రి ద ని ద బ ద ని